మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రాణ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స ఇన్స్టాగ్రామ్ పరిచయం ఆ యువతి ప్రాణం తీసింది దుబాయ్లో ఉంటున్న వ్యక్తితో పరిచయం అవ్వడం అతను ఇండియాకు రాగానే కలవడం ఈ క్రమంలో యువతిని ప్రేమ పెళ్లి పేరుతో వేధించడం అందుకు యువతి అంగీకరించకపోవడం అతనిలో మృగాన్ని నిద్రలేపింది తన ప్రేమను కాదన్నందుకు అతి కిరాతకంగా చంపాడు అనంతరం తనకు తాను ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు చిత్తూరు పట్టణంలో కొండమిట్ట ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న ఇరవై మూడేళ్ల దుర్గా ప్రశాంత్కి గత ఏడాది ఇన్స్టాగ్రామ్ ద్వారా దుబాయ్లో ఉంటున్న ముప్పై మూడేళ్ల చక్రవర్తి పరిచయం అయ్యాడు అప్పటి నుంచి ఫోన్లో చాటింగ్లు చేస్తూ ఇద్దరూ దగ్గరయ్యారు ప్రశాంత్పై ఇష్టం పెంచుకున్న చక్రవర్తి తనను పెళ్లి చేసుకుంటానని ఫిబ్రవరి ఆరవ తేదీ దుబాయ్ నుంచి వచ్చాడు అయితే చక్రవర్తి ఇంకా సెటిల్ కాకపోవడం పైగా తనకన్నా పదేళ్లు పెద్దవాడు కావడంతో అతన్ని దూరం పెట్టింది ప్రశాంతి ఈ క్రమంలో కక్ష పెంచుకున్న అతను అతి కిరాతకంగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన బ్యూటీ పార్లర్లో ప్రశాంతిని హత్య చేశాడు అనంతరం తనకు తాను గొంతు కోసుకున్నాడు కొనవిపూర్తో ఉన్న అతన్ని పోలీసులు ఆసుపత్రికి తరలించారు ఇప్పుడు అతను పోలీసుల అదుపులో ఉన్నాడు ఈ నెల పద్దెనిమిదవ తారీఖు కొండమిట్ట ఏరియాలో ఉన్న గ్లో బ్యూటీ పార్లర్ నందు ఒక అమ్మాయి దుర్గా ప్రశాంత్ అనే ఒక మహిళ చనిపోవడము దానికి సంబంధించి ఆమెతో పాటు ఇంకో వ్యక్తి చక్రవర్తి అనే వ్యక్తి అక్కడ పూర్తిగా రక్తపు మడుగులో ఉంటూ అన్కాన్షియస్ స్టేట్లో ఉండడం దాన్ని ఇమ్మీడియట్గా పోలీసులు వాళ్ళని ప్రాణాలు ఏమైనా ఉన్నారేమో చివరి ప్రాణాలను కాపాడదామని చెప్పేసి అక్కడ యాక్షన్ తీసుకొని వాళ్ళని తిరిగి హాస్పిటల్ పంపించడం హాస్పిటల్లో ఆమె చనిపోయినట్టుగా డిక్లేర్ కావడము చక్రవర్తిని తిరిగి రుయ్ హాస్పిటల్ కోసం పంపించడము ఇదంతా జరిగింది గత సంవత్సరం అక్టోబర్లో ఈ దుర్గా ప్రశాంత్ అనే అమ్మాయి ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది ఇద్దరు సేమ్ పేర్లతోనే పరిచయం చేసుకున్నారు వాళ్ళు ఎప్పుడు రెగ్యులర్గా చాటింగ్ ఉండడంతో ఫైనల్గా వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ సాన్నిహిత్యం పెరుగుతూ వచ్చింది పెరుగుతూ వస్తే అతనికి యాక్చువల్గా థర్టీ త్రీ ఇయర్స్ సో అతను అప్పటికి అన్మ్యారీడ్ కాబట్టి ఈమెకు ఈమెంటే బాగా ఇష్టపడిపోవడంతో ఈమెను లవ్ ప్రపోజల్ పెట్టాడు ప్రపోజల్ పెట్టి పెళ్లి చేసుకుంటానని ప్రపోజల్ పెట్టి ఈమె దానికి రెస్పాండ్ ఏ విధంగా అయిందంటే మా పేరెంట్స్ ఉన్నారు మీరు చిత్తూరుకు వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి లేకపోతే చిత్తూరుకు వచ్చి చేసుకుంటామంటే మా తల్లిదండ్రులతో అడిగేసి ఓకే చేస్తామని చెప్పి కానీ అతను ఇక్కడికి వచ్చాక తర్వాత అక్కడికి వచ్చి ఫుట్పాత్ మీద చిన్న బండి పెట్టడంతో తర్వాత రెండో విషయం వచ్చి ఏజ్ డిఫరెన్స్ అతనికి థర్టీ త్రీ ఇయర్స్ ఎంఐకి అరౌండ్ ట్వంటీ త్రీ ఇయర్స్ రెండోది అతన్ని తల్లిదండ్రులు ఒప్పుకుంటారు లేదో డౌట్ ఉండడంతో కొద్ది కొద్దిగా దూరం పెడతా వచ్చింది ఫైనల్గా ఒక వారం కిందట ఇతనికి అమ్మాయి దూరం పెడతా వచ్చేది కరెక్ట్గా జీర్ణించుకోలేకపోవడంతో అమ్మాయి మీద పూర్తిగా సస్పిషన్ డెవలప్ అవుతా వచ్చింది ఆ అమ్మాయితో పాటు ఇంకో అబ్బాయి మాట్లాడుతున్నాడని చెప్పేసి ఆ అబ్బాయిని ఆటో బయట నిలబెట్టేసి నువ్వెవరు ఆమె నీకెట్ట తెలిసి ఇవన్నీ క్వశ్చన్ అడిగితే ఆ అబ్బాయి నాకు తెలియదన్నాడు తెలియదంటే అబ్బాయితో బాగా గొడవ పడిపోయినాడు మోర్ ఓవర్ అమ్మాయి ఫాదర్ ఉన్నాడు కాబట్టి ఆ అమ్మాయిని అప్పుడు ఏమనలేదు అతను రెండోది ఆ నైట్ తర్వాత ఈ గొడవ అంతా అమ్మాయికి తెలిసి అమ్మాయి ఫోన్ చేసి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యింది నువ్వు అర్జెంటుగా ఎందుకు ఎందుకు చేసినావు ఇదంతా నా ఫోటోలు తీసుకొని మన ఇద్దరం మాట్లాడుతున్నప్పుడు ఫోటోలు వీడియో తీసుకొని రేపు నన్ను ఏమైనా బ్లాక్మెయిల్ చేస్తావా నువ్వు మోర్ ఓవర్ మా పేరెంట్స్ ఒప్పుకుంటారో లేదో నాకు తెలియదు నేను నేను పెళ్లి చేసుకుంటాను ఎప్పుడు చెప్పలేదు ఏజ్ డిఫరెన్స్ ఉంది యాజ్ ఇట్ ఈ స్టేటస్ డిఫరెన్స్ ఉంది తర్వాత నేను ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నువ్వు లేవు ఎయిటీన్త్ మార్నింగ్ తన ఫోన్లో ఒక ఎనిమిది ఏడు పేజీలో సూసైడ్ నోట్ రాశాడు ఆ నోట్లో లేడీస్ పట్ల సొసైటీ పట్ల ఆ అమ్మాయి పట్ల పూర్తి వ్యతిరేకం ప్రదర్శిస్తూ నేను నీతో పాటు కలిసి జీవిద్దామని చెప్పేసి నా అన్నీ వదులుకొని బంధువుల్ని పేరెంట్స్ని దుబాయ్లోని లైఫ్ను అంతా వదులుకొని ఈమె కోసం వస్తే ఆమె నన్ను మోసం చేసి చీట్ చేసి నన్ను ఇప్పుడు కాదంటోంది కో మగవాళ్ళందరికీ కూడా ఇది ఒక రకమైన హెచ్చరిక కాబట్టి ఎవరిని నమ్మద్దండి దయచేసి లేడీస్ని ఎవరిని నమ్మద్దండి అని ఒక సందేశం ఇస్తూ తర్వాత లేడీస్ కూడా మీరు ఎవరైనా ఇష్టపడితే పెళ్లి ఉండేది ఇష్టపడండి లేదా మోసం చేయొద్దండి వాళ్ళని ఎవరిని కాబట్టి ఈ విషయంలో అయితే నేను అన్నీ ఓడిపోయాను అన్నీ వదిలేసుకున్నాను అన్నీ కోల్పోయాను కాబట్టి వాళ్ళ అమ్మకు కూడా సందేశం ఇచ్చినాడు అమ్మ నన్ను క్షమించు నువ్వు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా నేను చేయలేకపోతున్నాను నేను జీవితాన్ని చచ్చిపోతాను చచ్చిపోతే మాత్రం ఆమెతో పాటు చచ్చిపోతాను ఆ అమ్మాయి మళ్ళీ ఫోన్ చేసింది ఫోన్ తీసుకురా చాటింగ్ అంతా డిలీట్ చేసినావా లేదా తీసుకొని రా అమ్మ అంటే ఎయిటీన్త్ మధ్యాహ్నం ట్వెల్వ్ ఓ క్లాక్కి అతను అందులో గ్లోయ్ సెంటర్లో పోయాడు వెళ్ళేసరికి ఆ అమ్మాయి దురదృష్టం కొద్ది ఒకతే ఉంది సో అక్కడికి వెళ్ళేస్తానే సేమ్ పాత ఇన్సిడెంట్ల మీద నన్ను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు నన్ను ఎందుకు మోసం చేస్తున్నావు ఇదే పాయింట్ మీద రైట్ చేసినాడు బాగా ఆర్గ్యుమెంట్ అయింది ఆ అమ్మాయి నేను ఎప్పుడు ప్రామిస్ చేయలేదు ఒకవేళ నిన్ను మా తల్లిదండ్రులంతా ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటానని చెప్పినాను తర్వాత నువ్వు వస్తే ఇక్కడికి వస్తే ఏదో రెస్టారెంట్ పెట్టి బాగా గొప్పగా ఉంటావు అనుకుంటే నువ్వు చాలా సింపుల్గా ఫుట్పాత్ మీద పెట్టినావు నాకు సరే సరే అయిపోయే క్యాండిడేట్ కాదు నువ్వు అని క్లియర్గా అమ్మాయి చెప్పడం జరిగింది సో ఇమ్మీడియట్గా అమ్మాయిని గొంతు పట్టేశాడు బాగా గొంతు బిగించడంతో ఆ అమ్మాయి ఒక్కసారిగా ప్యానిక్ అయిపోయింది సో ఆ అమ్మాయి గొంతు పట్టుకొని ఇమ్మీడియట్గా దానికి ఉన్న ఫస్ట్ చేయి కోసేసుకున్నాడు లెఫ్ట్ రిస్ట్తో కోసేసుకునేసరికి ఒక్కసారిగా రక్తం అంతా అమ్మాయి మీదకి చిమ్మేసరికి కంప్లీట్గా అమ్మాయి ప్యానిక్ అయిపోయేసి అట్లే నిశ్చేశ్వరాలు అయిపోయింది భయాందోళనకు కూడా అయిపోయింది ఆ అమ్మాయి అలాగే కళ్ళు తెరుచుకొని చూస్తూ ఉండడంతో ఇతను నెక్స్ట్ స్టేజ్ బై స్టేజ్ ఎడమ చేతితో కుడి చేతి మీద దాదాపు ఐదు చోట్ల తర్వాత ఈ చేతితో కోసుకుంటూ పోతున్నాడు చేయి భార్య రక్తం అంతా స్కిల్ ఓవర్ కావడంతో ఆ అమ్మాయి అలాగే కూలిపోయింది ఇది చూసి ఆ అమ్మాయి స్టేటస్ ఏందో ఇతనికి తెలియదు బతికుందో లేదో తెలియదు కానీ కళ్ళు తెరుచుకొని ఉండడంతో వీడు కంప్లీట్గా నా నేను నేను నీకంటే ఒక నిమిషం ముందే చచ్చిపోతాను చూడని చెప్పేసి ఫైనల్గా గొంతు కోసేసుకున్నాడు గొంతు మీద రెండు సార్లు డీప్ అయింది సో గొంతు కోసేసుకునేసరికి రక్తం పోయేసరికి ఇతను అట్లాగే సృదయం పడిపోయినాడు ఇది దాదాపు పన్నెండు గంటలకు ఇతను ఎంటర్ అయితే నాలుగు గంటల వరకు కూడా ఎవరు చూడలేదు సో ఫైనల్గా వాళ్ళ మదరు వీళ్ళు వాటికి వెళ్ళడము వాళ్ళు ఐడెంటిఫై చేయడము ఇద్దరిని ఇమ్మీడియట్గా పోలీస్కు వన్ నాట్ ఎయిట్ అంబులెన్స్కు పంపించడంతో ఇమ్మీడియట్గా వాళ్ళకి షిఫ్ట్ చేయడం కూడా జరిగింది హాస్పిటల్ ఎంత దారుణం పెళ్లికి కాదన్నందుకు ప్రశాంతిని కిరాతకంగా చంపేశాడు చక్రవర్తి ఇప్పుడు జైలు పాలయ్యాడు ప్రశాంతిని చంపి ఆమె తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు అనుమానం పెను భూతమైంది పైగా అతనిలోని మృగాన్ని నిద్రలేపింది బాగా సెటిల్ అయితేనే పెళ్లి చేసుకుంటానని ప్రశాంతి చెప్పింది కానీ అతని చిన్న ఫాస్ట్ ఫుడ్ బండి పెట్టుకోవడం జీర్ణించుకోలేకపోయింది అలా అయితే పెళ్లి కుదిరే పని కాదని చెప్పడంతో ఇంతటి దారుణానికి పాల్పడ్డాడు చక్రవర్తి